చేత వెన్న ముత్త చెంగల్వ పూదండ బంగారు ములతాడు పట్టుదట్టి ఇళ్లల్లోకెల్లా ఏ ఇల్లు మేలు శ్రీలక్ష్మి నివసించు మా ఇల్లు మేలు వీధుల్లోకెల్లా ఏ వీధి మేలు విద్వాంసులున్నట్టి మా వీధి మేలు పిల్లి లడాయికెళ్ళి ఎలుకను చంపి ఏనుగే అంది పులినే తానని పొంగిన పిల్లి కుక్కను చూసి ఒకటే పరుగు